విశాఖ నగరం ఎన్నో చారిత్రక విద్యా సంస్థలకు నిలయంగా భాసిల్లుతోంది ఎంతో చారిత్రక ప్రసిద్ధిగాంచిన విశాఖలో అంతే ప్రసిద్ధి పొందిన విద్యా సంస్థగా ఏవిఎన్ కళాశాల పేరుగాంచింది బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో అంకితం కుటుంబం ఈ కళాశాలను స్థాపించడమే కాకుండా ఇప్పటికీ దిగ్విజయంగా నిర్వహించటం విశేషం అంకితం కుటుంబం ఆధ్వర్యంలో నిరుపేదలకు విద్య అందించాలన్న ఉద్దేశంతో తక్కువ ఫీజులతో ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు కళాశాల తొలి ప్రిన్సిపల్గా వింక్లర్ పనిచేశారు శ్రీశ్రీ అగ్గిపిడుగు అల్లూరి సినీ నటుడు కొంగరి జగ్గయ్య బీహార్ ఎన్నికల సంఘం మాజీ commissioner KJ Rao sir CV Raman వంటి ఎందరో ప్రముఖులు ఈ కళాశాల పూర్వ విద్యార్థులు కావటం విశేషం కరస్పాండెంట్ నిరంతర పర్యవేక్షణలో కళాశాల ప్రగతి పరవలు తొక్కుతోంది కాగా ఇక్కడే చదివిన ఎం సింహాద్రి నాయుడు కాలేజీలో ప్రస్తుతం ముప్పై నాలుగవ ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఇక్కడ విద్యార్థులకు చదువుతో పాటుగా జీవితంలో ఎలా పైకి రావాలి తద్వారా వారి అభివృద్ధికి పునాది ఎలా వేసుకోవాలి అనేది నేర్పిస్తూ ఉన్నారు ఈ ఏడాది ఇంటర్లో ఎంఈసి గ్రూపు అలాగే కొత్తగా టూరిజం కోర్స్ కూడా ప్రారంభిస్తున్నారు ఇక్కడ ఐదు ఎన్సిసి అలాగే నాలుగు ఎన్ఎస్ఎస్ విభాగాలు ఉన్నాయి విద్యార్థులకు ప్రభుత్వ ఉపకార వేతనాలు ఫీజులు బస్ పాస్ వంటి సదుపాయాలు ఉన్నాయి ప్రిన్సిపాల్ సింహాద్రి నాయుడు మా అక్షర శిల్పం ప్రతినిధితో మాట్లాడుతూ ఇక్కడ ప్రతి నెల రెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇక్కడ చదివిన ప్రముఖుల స్ఫూర్తితో విద్యార్థులు ఆర్మీలో కూడా ఉద్యోగాలు సాధించారు అన్నారు మిసెస్ ఏవియన్ కళాశాల అతి పురాతనటువంటి కళాశాల నేటికి నూట అరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎంతో మంది విద్యా కుసుమాలను అందించినటువంటి సంస్థ మన మిసెస్ ఏవియన్ కళాశాల ఈ కళాశాల గొప్పతనం ఏంటి అంటే స్థాపితం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒకే ఫ్యామిలీ అంకితం ఫ్యామిలీ వారి యొక్క సమక్షంలో ఈ కళాశాల నడుస్తుండడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఎందుకంటే ఎంతో ఎన్నో ఆశయాలతో మరి ఈ సమాజానికి విద్యను అంకి అంకితం చేయాలి విద్యను అందించాలని చెప్పేసి ఒక ఒక మహాయజ్ఞంలా ప్రక్రియ చేపట్టి ఎంతో మంది పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో విద్య అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ మిస్సెస్ ఏవియన్ కళాశాల నేటికి కూడా మా మేనేజ్మెంట్ లాభాపేక్ష లేకుండా కళాశాల విద్యార్థులకు అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్నటువంటి మా కరస్పాండెంట్ గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను ఇక్కడ విద్యార్థిగా అలాగే మా గాంధీ గారు కూడా విద్యార్థిగా ఇక్కడ చదివి ఈ రోజు నేను ప్రిన్సిపల్ గా ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మా కళాశాలలో కార్పొరేట్ కళాశాలకు భిన్నంగా మేము ఇక్కడ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి విద్యను అందించడంతో పాటు జీవితంలో ఏ విధంగా పైకి రావాలనేటువంటి విషయాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రతి విద్యార్థి పట్ల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ప్రతి అధ్యాపకుడు కూడా ఇక్కడ విద్యార్థి పట్ల తన సొంత పిల్లల యొక్క భావించి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క మెరుగుదలకు వాళ్ళ యొక్క అభివృద్ధికి దోహపడడం జరుగుతుంది మరి మా కళాశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీ అలాగే పాలిటెక్నిక్ కోర్స్ అన్ని కూడా ఉన్నాయి ఇంటర్మీడియట్ లో ఈ సంవత్సరం కొత్తగా ఎంఈసీ గ్రూప్ e ను కూడా యాడ్ చేయడం జరిగింది అలాగే డిగ్రీలో బీకామ్ లో బీకామ్ కంప్యూటర్స్ అలాగే కంప్యూటర్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అలాగే డేటాబేస్ డేటా సైన్సెస్ అదే విధంగా టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ అనేది కూడా కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇంతటి చక్కటి వాతావరణంలో మా కళాశాలలో అనేక అనేకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి ఏంటంటే పెద్ద ప్లే గ్రౌండ్ ఐదు ఎన్సీసీ యూనిట్స్ నాలుగు ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఒక కల్చరల్ వింగ్ యోగా అదేవిధంగా జిమ్ అదేవిధంగా ఇండోర్ స్టేడియం మరియు మంచి విశాలమైనటువంటి laboratories zoology physics chemistry botany మంచి ల్యాబొరేటరీ సదుపాయం విశాలమైన తరగతి గదులు అలాగే మా కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి అన్ని రకాలైనటువంటి స్కాలర్షిప్స్ బస్ పాస్ సదుపాయం అన్ని మా కళాశాలలో మేము అందజేస్తున్నాం నిత్యం కూడా విద్యార్థి యొక్క అభివృద్ధి కోసం దోహదపడుతూ విద్యార్థుల పట్ల మంచి మంచి అంశాలని ఇచ్చి వాటిపై అనేకమైనటువంటి తర్ఫీదు ఇచ్చి వాళ్ళ యొక్క మానసిక ధైర్యాన్ని పెంపొందించే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతుంది ప్రతి సంవత్సరంలో ప్రతి నెలలో కూడా రెండు మూడు కార్యక్రమాలు ఏర్పాటు చేసి స్టూడెంట్స్ యొక్క మనోగత మనస్తత్వాలను అర్థం చేసుకొని వాళ్ళ అభివృద్ధి దోహపడడం జరుగుతుంది కానీ ఇక్కడికి వస్తే తెలుస్తుంది సార్ మాకు ఎటువంటి కూడా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ర్యాగింగ్ ఎందుకంటే మాకు యాంటీ ర్యాగింగ్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది ఆ కమిటీ పర్యవేక్షణ చాలా చక్కగా ఉంటుంది అదే కాకుండా మాకు ప్రాంగణంలో డెబ్బై రెండు సీసీ కెమెరాస్ ఉన్నాయి ఈ ప్రతి సీసీ కెమెరాస్ మానిటరింగ్ లో ఎవరైనా ఏదైనా అసలు అలాంటిది ఇప్పటికొచ్చి అటువంటిది ఏదీ లేదు మా కళాశాలలో ఉన్నటువంటి అత్యుతమైనటువంటి ఏంటంటే క్రమశిక్షణ ఏంటంటే గర్ల్ స్టూడెంట్ కి మంచి ప్రయారిటీ వచ్చి సీనియర్స్ అందరూ కూడా జూనియర్స్ కి వాళ్ళు ఏ విధంగా జీవితం జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పి నేర్పిస్తారు తప్ప ఎప్పుడు ర్యాగింగ్ అని చెప్పేసి మాకు ఇంతవరకు కూడా ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కానీ మాకు ఒక ఆడపిల్లలు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇంతవరకు ఏవిఎన్ కాలేజ్ లో లేదు ఈ పదేళ్లలో ఎందుకంటే అంత పచ్చిష్టంగా మేము తీసుకెళ్తున్నాము మరి గొప్పతనం ఏంటంటే మా కళాశాలకు ప్రతిరోజు మా కరస్పాండెంట్ గారు విచ్చేస్తారు విచ్చేసి ఆయన పరిశీలన చేసుకుంటారు మరి ప్రిన్సిపల్ గా నేను అన్ని అన్ని క్లాసులకి తరగతులకి తిరిగి క్యాంపస్ లో డిసిప్లిన్ కమిటీ ఒకటి ఉంటుంది ఒక సిక్స్ మెంబర్స్ కమిటీ ఆ కమిటీ కూడా కాలేజ్ డిసిప్లిన్ అంతటిని కూడా చూస్తారు మరి ఆడపిల్లలకి వంద శాతం ఎటువంటి ఇది లేకుండా భద్రత అనేది మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది Música